తెలంగాణలో లాక్డౌన్ ఎట్టేసిన మూడు రోజుల్లో వాల్యుయేషన్ షురు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంపై ప్రభుత్వం నిర్ణయం పన్నెండు కేంద్రాలకు అదనంగా మరో ఇరవై నాలుగు భవనాల్లో వాల్యుయేషన్ ఎగ్జామినర్లు స్పాట్ కేంద్రాలలోనే ఉండేలా వసతి ఏర్పాట్లు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తేసిన మూడు రోజుల్లో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏదైనా కారణాలతో ఆలస్యమైతే గరిష్టంగా ఏడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కొనసాగించాలని పేర్కొంది ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఇతర సీనియర్ అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ జవాబు పత్రాల మూల్యాంకనంపై చర్చించడం జరిగింది సాధారణంగా మూల్యాంకనానికి ముప్పై రోజుల వరకు సమయం పట్టనున్న నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేయగానే వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం ఉన్న పన్నెండు స్పాట్ కేంద్రాలతో పాటు వాటికి సమీపంలోనే మరో ఇరవై నాలుగు భవనాల్లో స్పాట్ వాల్యూస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలలో తగిన శానిటైజేషన్ ఏర్పాటు చేయాలని పేపర్ వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్లు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేల ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఆదేశించారు ఇక ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఎగ్జామినర్లు అక్కడే ఉండేలా వసతి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు ఒక్కో భవనంలో ఉండే ఎగ్జామినర్లకు వంట చేసేందుకు కూడా అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎప్పుడైతే లాక్డౌన్ తీసేస్తారో తప్పనిసరిగా అప్పుడు చాలా వేగంగా స్పాట్ వాల్యుయేషన్ అనేది చేయాలి వెంటనే ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి